hello students welcome to achievers academy achievers academy ఛానల్లో తిరిగి మీ అందరికీ కూడా స్వాగతం ఈరోజు ఈ వీడియోలో మనము ఎకనామిక్కి సంబంధించి ఏదైతే twenty sixteen two thousand sixteen group టూలో వెయిటేజ్ ఏ కాన్సెప్ట్ నుండి ఏ టాపిక్ నుండి ఎన్ని మార్క్స్ ఇవ్వడం జరిగింది and what should be the strategy for this year అంటే రెండు వేల ఇరవై మూడులో రాబోతున్నటువంటి గ్రూప్ టూకి ఏ రకమైన స్ట్రాటజీని మనము ఏర్పాటు చేసుకోవాలి అనేటువంటి విషయాలను పూర్తిగా ఈరోజు మనం డిస్కషన్ చేద్దాము వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉండబోతుంది కాబట్టి అందరూ కూడా తప్పకుండా లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా ఈ వీడియోని చూడండి so that you will get a clear cut picture ఎందుకనంటే economy is a paper which is giving you one hundred and fifty marks ఓకేమా సో ఎకనామీ పేపర్ మనకు నూట యాభై మార్కుల పేపర్ అని అంటే it is definitely a very big weightage in TSPSC and ఈ నూట యాభై మార్కులకు మనం ఒక పకడ్బందీగా ఒక స్ట్రాటజీని పెట్టుకుంటే తప్ప we will not be able to crack this particular paper okay మనం ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకొని వన్ ఫిఫ్టీకి one thirty and about target మనం పెట్టుకోవాలి ఎకనామీ పేపర్లో నూట ముప్పై కన్నా ఎక్కువ మార్కులు వస్తే గ్రూప్ టూ జాబ్ పక్క అన్నటువంటి ఒక కాన్సెప్ట్ని మీరు గుర్తుపెట్టుకోండి కాబట్టి సో టూ థౌజండ్ సిక్స్టీన్లో ఈ మూడు అంటే మొత్తం ఎకనామీలో మొత్తం మనకు మూడు సెక్షన్స్ ఉంటాయమ్మా as you people know very very well so ఆ మూడు సెక్షన్స్ నుండి కూడా వెయిటేజ్ ఏ రకంగా ఉండింది అండ్ uh, uh, ఏ టాపిక్ నుండి ఎన్ని క్వశ్చన్స్ అడగడం జరిగింది and what is the expectation for twenty twenty three ఈ మొత్తం డిస్కషన్ కూడా ఏదో మనం చేద్దాము సో ఫస్ట్ ఇండియన్ ఎకనామీ అనేటువంటి సెక్షన్ని మీరు గమనించుకున్నట్లయితే దీంట్లో two thousand sixteen group two టైంలో నాలుగు కాంపనెంట్స్ ఉన్నాయి ఇప్పుడు సిలబస్ పెరిగింది ఆల్రెడీ ఆ వీడియో మనం లాస్ట్ క్లాసెస్లో మనం మాట్లాడుకున్నాం కాబట్టి ట్వంటీ ట్వంటీ త్రీలో what will be the group two economy pattern అదంతా కూడా మనం డిస్కషన్ చేసుకున్నాం కానీ టూ థౌజండ్ సిక్స్టీన్లో మీరు ఇక్కడ గమనించినట్లయితే ఫస్ట్ టాపిక్ మా growth and development growth and development అంతే అంటే దీంట్లో మనకు గ్రోత్ మోడల్స్ నుండి క్వశ్చన్స్ వచ్చినాయి okay we have got questions from difference between economic growth and economic development ఆర్థిక వృద్ధి ఆర్థిక అభివృద్ధికి మధ్య ఉన్నటువంటి తేడా ఏమిటి we have got some indices or calculation of economic growth అంటే ఆర్థిక వృద్ధిని కొలత కొలతకు సంబంధించి అంటే మెజర్మెంట్కి సంబంధించి ఏమేమి టాపిక్స్ ఉన్నాయి దాంట్లో ఇండెసెస్ ఏమేమి ఉన్నాయి అన్నటువంటి కాన్సెప్ట్స్ నుండి వచ్చినాయి at the same time we have been also asked about the growth model and different economists వివిధ ఆర్థికవేత్తలు వారి యొక్క అభిప్రాయాలు అంటే ఆర్థిక వృద్ధి అభివృద్ధి పైన different economics and their opinion ఇటువంటి టాపిక్స్ అన్నీ కూడా ఇక్కడ కవర్ చేయడం జరిగింది సో గ్రోత్ అండ్ డెవలప్మెంట్ నుండి మొత్తం మనకు పది క్వశ్చన్ అడగడం జరిగింది సో ఇదే గ్రోత్ అండ్ డెవలప్మెంట్ కాంపనెంట్ ఇప్పుడు ఫస్ట్ పార్ట్లో లేదమ్మా it is a part of third part okay next measures of economic growth national income definitions methods of calculation అంటే నేషనల్ ఇన్కమ్లో ఇక్కడ మళ్ళీ మనకు డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉంటాయి లైక్ జీడిపి uh, uh, అని క్లియర్ ఎన్డీపీ అని national net domestic product clear like we have GNP clear we have NNP we have the concept like per capita income ఇక్కడనే మనకు జీవీఏ uh, అనేటువంటి కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి నామినల్ జీడిపి అని రియల్ జీడిపి అని ఇటువంటి టెక్నికల్ uh, uh, అంటే it's completely pure economic topic మీద ఈ టాపిక్ నుండి వెయిటేజ్ అయితే బాగానే వచ్చింది ఫోర్టీన్ మార్క్స్ ఈ టాపిక్ నుండి ఇవ్వడం జరిగింది ఫోర్టీన్ మార్క్స్కి సంబంధించి వెయిటేజ్ని ఇక్కడ మనం సెకండ్ చాప్టర్లో అంటే సెకండ్ యూనిట్లో మనం చూడొచ్చు third unit poverty and unemployment పేదరికం మరియు నిరుద్యోగం ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ సెక్షన్ మా గ్రూప్ టూలో పేదరికం types of poverty types of unemployment measures to control poverty measures taken to eliminate unemployment Phillips equation Phillips curve అటువంటి క్వశ్చన్స్ మీద మొత్తం మనకు ఫోర్టీన్ అడిగినారు poverty and unemployment chapter నుండి 14 questions were asked in 2016 group 2 planning was very very important chapter then also ఇప్పుడు కూడా ప్లానింగ్ అన్నది ట్వంటీ ట్వంటీ త్రీలో కూడా ఉన్నది కానీ ప్లానింగ్తో పాటుగానే <clears throat> నీతి ఆయోగ్తో పాటుగానే మనకు బడ్జెటింగ్ అన్నటువంటి ఒక కాన్సెప్ట్ని యాడ్ చేస్తున్నారు అప్పుడు బడ్జెట్ లేకపోతుండే కానీ ఇప్పుడు మాత్రం budget is part of Indian economy syllabus ఓకేమా so planning of Indian economy objectives priorities strategies five year plans twelfth five year plan NITI Aayog inclusive growth ఈ టాపిక్స్ నుండి మొత్తం మనకు ఫిఫ్టీన్ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది అంటే ఫిఫ్టీన్ మార్క్స్ పదిహేను మార్కుల వెయిట్ వెయిటేజ్ ఈ చాప్టర్ నుండి ఉన్నది ఫస్ట్ మొత్తం దీంట్లో నాలుగు చాప్టర్లు మా గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఉంది టెన్ ఎకనామిక్ నేషనల్ ఇన్కమ్ నుండి ఒక ఫోర్టీన్ పావర్టీ అన్ఎంప్లాయ్మెంట్ నుండి fourteen planning in Indian economy నుండి ఫిఫ్టీన్ మొత్తం మనకి ఇక్కడ ఫిఫ్టీ త్రీ మార్క్స్ అయితే ఇవ్వడం జరిగింది యూజువల్గా ప్రతి సెక్షన్కి కూడా ఫిఫ్టీ ఫిఫ్టీ ఫిఫ్టీ అని అనుకుంటాం కానీ ఇక్కడ స్కోర్ అనేది పెరగచ్చు తగ్గచ్చు నో ప్రాబ్లం ఎట్ ఆల్ అంటే బియాండ్ uh, ఫిఫ్టీ కూడా ఒక సెక్షన్లో వెళ్ళొచ్చు లెస్ దాన్ ఫిఫ్టీ కూడా ఒక సెక్షన్లో వెళ్ళొచ్చు నెక్స్ట్ తెలంగాణ ఎకనామీ అండ్ డెవలప్మెంట్కి సంబంధించి చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా uh, ఒక క్లియర్ కట్ డివిజన్ అన్నది జరిగింది తెలంగాణ ఎకనామీ అన్డివైడెడ్ ఆంధ్రప్రదేశ్ ఏదైతే before two thousand fifteen two thousand fourteen ఉన్నిందో వాటర్ కానీ ఫైనాన్సెస్ కానీ Wanchoo committees employment under development ఇటువంటి కాన్సెప్ట్స్ నుండి మొత్తం మనకు ఐదు ప్రశ్నలు ఇవ్వడం జరిగింది అంటే తక్కువనే వెయిటేజ్ అన్డివైడెడ్ ఆంధ్రప్రదేశ్లో యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ యొక్క ఆర్థిక వ్యవస్థ అన్నటువంటి కాన్సెప్ట్ నుండి క్వశ్చన్లు అయితే తక్కువనే వచ్చినాయి కానీ that is also very important land reforms in Telangana abolition of intermediary zamindari jagirdari inamdari tenancy forms అంటే ఇది కొంచెం మనకు హిస్టారికల్ కనెక్ట్తో ఉంటుందమ్మా హిస్టారికల్ కనెక్ట్ పేపర్ ఇది టాపిక్ ఇది సో ఈ ఏరియా నుండి పదమూడు ప్రశ్నలు ఇవ్వడం జరిగింది next agriculture and allied sectors వ్యవసాయ రంగం అంటే మూడు రంగాలు కూడా very very important very very important primary sector secondary sector and tertiary sector ఇక్కడ నుండి ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి ఫ్యాక్ట్స్ డేటా ఎక్కువ ఇక్కడ మనం చదువుకోవాల్సి ఉంటుంది so share of agriculture and allied sectors in gross state domestic product distribution of land holdings dependence on agriculture irrigation sources of irrigation problems of dry land agriculture agriculture credit ఈ టాపిక్ నుండి ఎయిటీన్ క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగింది next industry and services industrial development structure and growth industry ఇటువంటి టాపిక్స్ నుండి ఫోర్టీన్ ఫిఫ్టీన్ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది మొత్తం తెలంగాణ ఎకనామీ నుండి యాభై మార్కులు దీంట్లో హయ్యెస్ట్ ఏంటంటే అగ్రికల్చర్ అగ్రికల్చర్ టాపిక్ నుండి హయ్యెస్ట్ వచ్చినాయి అదే ఫస్ట్ పేపర్లో హయ్యెస్ట్ కనుక మీరు గమనించుకున్నట్లయితే ప్లానింగ్ నుండి ఫస్ట్ పేపర్ నుండి ప్లానింగ్ నుండి హయ్యెస్ట్ వచ్చినాయి సెకండ్ టాపిక్ నుండి ఏదైతే తెలంగాణ ఎకనామీ ఉందో అక్కడ హయ్యెస్ట్ మార్క్స్ వచ్చేసి అగ్రికల్చర్ మా నెక్స్ట్ చూడండి issues of development and change this the third part of economy paper two thousand sixteen trend ఎట్లా ఉండిందని అంటే డెవలప్మెంట్ డైనమిక్స్ అంటే regional inequalities caste ethnicity gender gender religion migration urbanisation ఈ టాపిక్స్ నుండి మొత్తం మనకు పన్నెండు ప్రశ్నలు అయితే ఇవ్వడం జరిగింది నెక్స్ట్ మా development and displacement land acquisition, resettlement and rehabilitation land land land rehabilitation and resettlement పునరావసం అని చెప్పి ఆ టాపిక్ చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది సో తొమ్మిది మార్కులు ఈ టాపిక్ నుండి ఇవ్వడం జరిగింది economic reforms growth poverty and inequalities social development social transformation సొసైటీకి సంబంధించినటువంటి చాప్టర్ ఇది సో మొత్తం ఇక్కడ మనకు ఎయిట్ మార్క్స్ అయితే ఇవ్వడం జరిగింది next sustainable development environment related topic మీద sustain sustainable development SDGs concept and measurement sustainable development goals ఇక్కడ నుంచి మొత్తం మనకు ఎయిటీన్ మార్క్స్ అయితే రావడం జరిగింది సో మొత్తం మీదుగా చూసుకుంటే ఫార్టీ సెవెన్ ఈ పేపర్లో డామినేటెడ్ సెక్షన్ ఏందన్నా అంటే sustainable development which topic is dominated in this in this paper section sustainable development okay so ఈ ఈ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో రాబోతున్నటువంటి రాయబోతున్నటువంటి గ్రూప్ టూలో అడిషనల్ చాప్టర్స్ చూసుకోవాలి అంటే ఇవి మాత్రమే కాకుండా ఈ వెయిటేజే కంటిన్యూ అవుతుందనంటే తప్పకుండా కాదు ఎందుకంటే టాపిక్స్ పెరిగినాయి కొత్త చాప్టర్స్ వచ్చినాయి కాబట్టి మీరు అడిషనల్గా ఇక్కడ చూడవలసినటువంటి అంశాలు ఏంటి అని అంటే చూడాలి జాగ్రత్తగా ఎస్ లాస్ట్ క్లాస్లో కూడా నేను మీకు చెప్పినట్టు demography is one in another important chapter ఇది బోత్ ఇండియా ప్లస్ తెలంగాణ చూడాలి also three sector division three sector division agriculture manufacturing and services ఈ త్రీ సెక్టార్ డివిజన్ ఇండియాకు సంబంధించి కూడా చూడాలి అంటే ఇంతకుముందు ఓన్లీ తెలంగాణకు సంబంధించి మనం చూసేవాళ్ళము so India should also be discuss దాంతోపాటు budgeting and types of budgeting recent budget ఈ టాపిక్స్ని అడిషనల్గా ఈ సంవత్సరానికి మనం చూడవలసి ఉంటుంది గ్రూప్ టూకి దీంతో పాటుగా ట్రేడ్ ఇతర దేశాలతో వ్యాపారం అంటే trade relations with other countries ఈ కాన్సెప్ట్ని కూడా ఈసారి అడిషనల్గా మనం చూడవలసి ఉంటుంది ఓకే గైస్ సో వీటితో పాటు ఇంతకుముందు ఉన్నటువంటి ఏరియాస్ని ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇస్తూనే వీటిని మీరు మీ సిలబసెస్లో కనుక యాడ్ చేసుకున్నట్లయితే గ్రూప్ టూలో as scoring hundred and thirty plus marks will be very very easy and ఒకవేళ మీ గ్రూప్ టూలో నూట ముప్పై మార్కులు వచ్చినాయి దానికంటే ఎక్కువ మార్కులు వచ్చినాయి అని అంటే definitely group group two job అన్నది సాధించడానికి మార్గం అనేది చాలా సులభం అవుతుంది Telangana movement and state formation అదొక నూట యాభై మార్కుల పేపర్ జనరల్ స్టడీస్ ఒక వన్ ఫిఫ్టీ మార్క్స్ పేపర్ కానీ ఇంతకుముందు చెప్పిన నేను మీకు general studies <clears throat> polity history society economy Telangana movement and state formation ఇవే కదా నాలుగు పేపర్లు వీటిల్లో టార్గెట్ ఎలా పెట్టుకోవాలంటే ఎకనామీలో one thirty by one fifty compulsory పెట్టుకోవాలి ఓకే అంటే బేసికలీ టార్గెట్ అయితే వన్ ఫిఫ్టీ పెట్టుకోవాలి టార్గెట్ వన్ ఫిఫ్టీ పెట్టుకుంటేనే వన్ థర్టీ వస్తాయి అదే మీరు టార్గెట్ వన్ థర్టీ పెడితే ఇక్కడ నీకు నూట పది మార్కులు వస్తాయి so that will be again you will be giving a scope for TSPSC to make you out of the box okay so ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి దాంతో పాటుగానే ఈ ఎకనామీ అన్నది కంప్లీట్లీ ఆబ్జెక్టివ్ ఓరియంటేషన్లోనే మనం చూడాలి గ్రూప్ టూ కాబట్టి more and more amount of ఫ్యాక్ట్స్ని అక్యూములేట్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి అంటే ఆ ఫ్యాక్ట్స్ ఎట్లా మీరు కనెక్ట్ చేస్తారని అంటే పాస్ట్ టు ప్రజెంట్ ఎట్లా చూడాలి ఆ ఫ్యాక్ట్స్ అన్నీ కూడా past to present for example national income topic ఉంది national income first Indian independence వచ్చిన తర్వాత ఎంత ఉంది కరెంట్ నేషనల్ ఇన్కమ్ ఎంత ఓకే సిమిలర్గా బడ్జెట్ ఇనీషియల్గా మన బడ్జెట్ ఎంత ప్రస్తుతం కాలంలో మన బడ్జెట్ యొక్క పొజిషన్ ఎంత దాని యొక్క సైజ్ ఎంత okay that is also very very ఇంపార్ అంటే పాస్ట్ ప్రజెంట్ మీరు చూడండి ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇమీడియట్గా మీరు చేయాల్సింది previous year question papers okay previous year question papers ఇది దేనికి సంబంధించి ఒక్కసారి మీరు two thousand sixteen group two paper కూడా చూడండి ఎకనామిక్స్ సంబంధించి ఏపీపీఎస్సి ఇప్పటివరకు పెట్టినటువంటి పేపర్లు ఏపీపీఎస్సి సిలబస్కి ఇంచుమించుగా సేమ్ టు సేమ్గానే మన గ్రూప్ టు సిలబస్ ఇప్పుడు డిజైన్ చేస్తున్నారు కాబట్టి ఏపీపీఎస్సీ అక్కడ ఏపీ ఎకనామిక్ పేపర్ ఉంటుంది అది తప్ప మిగిలిన పేపర్లు ఇండియన్ ఎకనామిక్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ అక్కడ మీరు సాల్వ్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి తర్వాత ఈ syllabus additional syllabus twenty twenty three syllabus ఏదైతే ఉందో దాన్ని మైక్రో డివిజన్ చేసేటటువంటి ప్రయత్నం చేయను మైక్రో డివిజన్ మైక్రో డివిజన్ అంటే ఎట్లా ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఆ టాపిక్ చూడండి గ్రోత్ అండ్ డెవలప్మెంట్ దాంట్లో నేను ఏం చెప్పిన మీకు గ్రోత్ అండ్ డెవలప్మెంట్ తీసుకుంటే దాంట్లో you will have to go for micro division అంటే first of all what is growth what is development what is the difference between growth and development okay how what is the growth models growth models ఏ రకంగా ఉన్నాయి మనకు ఎకనామిక్స్ల యొక్క అభిప్రాయం ఏంటి సో ఈ రకంగా each and every sub section have to be divided by you people okay in every topic ప్రతి ఒక్క టాపిక్ కూడా ఆ సిలబస్ టూ థౌజండ్ ట్వంటీ త్రీది చూసి మైక్రో డివిజన్ చేయండి ఓకే ఆ సిలబస్ డివిజన్ చేసిన తర్వాత షార్ట్ నోట్స్ మీరు ప్రయ చేసేటటువంటి ప్రయత్నం చేయండి షార్ట్ నోట్స్ షార్ట్ నోట్స్ అంటే ప్రతి దానికి మీరు కవర్ చేస్తున్నట్టు ఫర్ ఎగ్జాంపుల్ నేషనల్ ఇన్కమ్ ఉంది జీడిపి షార్ట్ నోట్స్ రాసుకోండి జీడిపిలో ఏ కాంపనెంట్స్ వస్తాయి నామినల్ జీడిపి అంటే ఏంది రియల్ జీడిపి అంటే ఏంది గ్రీన్ జీడిపి అంటే ఏంది ఇటువంటివి ఓకే షార్ట్ నోట్స్ తర్వాత ఎకనామీలో ఇంకొక నోట్స్ కూడా మీరు చేయవలసి ఉంటుందమ్మా ఏంటంటే ఫ్యాక్ట్ నోట్స్ లేదా దీన్ని డేటా నోట్స్ అని కూడా అనొచ్చు ఫ్యాక్ట్ నోట్స్ లేదా డేటా నోట్స్ ఫిగర్స్ ఉంటాయి మీకు ఎకనామీలో లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ ఫిగర్స్తో మీరు అసోసియేట్ అవుతారు కాబట్టి ఆ డేటా నోట్స్ కూడా చేసుకోండి సో ఈ రకంగా if you're going with this particular model ఈ అప్రోచ్ని కనుక మీరు ఫాలో అయితే ఎస్ ఎకనామిక్స్లో scoring one thirty is not at all a difficult task అది అంత కష్టమైన విషయం అయితే కాదు ఇదే ఎకనామీని సింప్లిఫై చేయడానికి అచీవర్స్ అకాడమీ కూడా మీకు అందుబాటులో ఉన్నది ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ మోడ్స్లో మేము ఉన్నాము ఆఫ్లైన్ అయితే మా coaching classes not just economy complete group two coaching అనేది హైదరాబాద్ ఎస్ఆర్ నగర్లో మేము నిర్వహిస్తాము దానికి సంబంధించి డీటెయిల్స్ కావాలంటే కింద స్కూల్లో అవుతున్నటువంటి నెంబర్ని కాంటాక్ట్ చేయండి అదే ఆన్లైన్ కావాలంటే డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ dot Achievers next dot com అనే వెబ్సైట్ని చూడండి లేదా అచీవర్స్ నెక్స్ట్ యాప్ని ప్లేస్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి so always in service of the students Achievers Academy ఉన్నది కాబట్టి బెస్ట్ యూటిలైజ్ చేసుకోండి మా సర్వీసెస్ని thank you so much and జై హింద్ ఆల్ ఆఫ్ యూ